అందరికీ నమస్కారం ఈరోజు మనందరినీ ఎంతో కాలం నుంచి ప్రతిరోజు పీడిస్తున్నటువంటి ఒక దైనందిన జీవిత సమస్య బద్ధకం ఆ బద్ధకం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను అయితే అలాంటి బద్ధకాన్ని ఎలా అధిగమించాలి దాని నుంచి ఎలా బయటపడాలి అన్నదే ఇప్పుడు నేను మీతో చర్చించబోతున్నాను అండ్ మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను ఆ బద్ధకం నుంచి ఎలా బయటపడాలి సో బద్ధకంలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఒక అందమైనటువంటి షైరీ చెప్పుకుందాం అదేంటంటే ఒక అమ్మ బద్ధకంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం పౌష్టికాహార లోపంతో బాధపడాల్సి వస్తుంది ఒక విద్యార్థి బద్ధకంగా ఉంటే అతడి భవిష్యత్తు అంధకారం అవుతుంది అలాగే ఒక టీచర్ బద్ధకంగా ఉంటే సమాజం మొత్తం పెడదారిన పడుతుంది అదేవిధంగా ఒక దేశాన్ని పాలించేటటువంటి ప్రధానమంత్రి కనుక అభద్రంగా ఉంటే దేశం అల్ల కల్లోలమవుతుంది దోపిడీలకు గురవుతుంది సో ఇన్ని దుష్పరిణామాలు ఉన్నటువంటి ఈ బద్ధకాన్ని మనం ఎలా అధిగమించాలి ఈ బద్ధకం నుంచి మనల్ని మనం ఎలా గట్టిగా నిలబెట్టుకోవాలి సో ఆ బద్ధకం నుంచి బయటపడే క్రమంలో బయటపడే విధానంలో మీకు సాయం చేయాలనే తపనతో తాపత్రయంతో ఆలోచనతో ఈరోజు నేను మీ ముందు నిలబడి ఉన్నాను ఈ వదకంలోకి ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పాయింట్ని వరుసగా చర్చించుకుందాం ద ఫస్ట్ పాయింట్ అసలు బతకం అధిగమించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట ద ఫస్ట్ టిప్ ఏంటంటే అసోసియేట్ విత్ గుడ్ పీపుల్ అంటే మీ చుట్టూ మంచి వ్యక్తులు సద్గుణ పరులు ఉండేట్టు చూసుకోండి లేదు వారు మీ చుట్టూ లేరంటే మీరు వారి చుట్టూ ఉండేట్టు చూసుకోండి ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అదేంటంటే ఏంటంటే you tell your friends what your friends I tell your character మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నేను నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను సో కాబట్టి మన పరిస్థితి మన పరిసరాలే మన జీవన విధానాన్ని మన ఆలోచన క్రమాన్ని నిర్దేశిస్తాయి కాబట్టి మనం మన చుట్టూ ఒక అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జనాలతో గుమిగూడు గుమిగుడెట్టు చూసుకోవాలి పెట్టుకోవాలి సో అదే సంస్కృతంలో ఒక అందమైనటువంటి శ్లోకం ఉంది అదేంటంటే సత్సంగత్వే నిస్సంగత్వ నిస్సంగత్వే నిర్మోహత్వ నిర్మోహత్వే నిశ్చలతత్వ నిశ్చలతత్వే జీవన్ముక్తి సో దీని యొక్క సారం ఏంటంటే మీరు సత్సంగం చేయండి మీరు మంచి వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి మంచి వాళ్ళు మీ చుట్టూ ఉండేట్టు చూసుకోండి అన్నది దీని యొక్క సారం మీకు తెలుసా మనిషి జీవన విధానం మీద లేదంటే ఆలోచన విధానం మీద జెనెటిక్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందా జన్యు ప్రభావం ఎక్కువ ఉంటుందా లేదంటే పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందా అన్న దాని అన్న దాని విషయంలో ఒక పెద్ద చర్చ జరిగింది ఆ చర్చలో తేలింది ఏంటంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం మీద లేదంటే జీవన విధానం మీద అతని యొక్క జన్యువులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పరిసరాలు మరొక ఫిఫ్టీ పర్సెంట్ పాత్ర పోషిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని తేలింది సో ఈ తెలిసిన క్రమంలో మనం అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే పరిసరాలే మనల్ని మన పరిస్థితులు నిర్ధరిస్తాయి నిర్ధారిస్తాయి దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే సరౌండింగ్స్ మేక్ పీపుల్ అంటారు అంటే సరౌండింగ్సే జనాలని తయారు చేస్తాయి వాళ్ళు ఎలా ఉండాలో నిర్ధారిస్తాయి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి లేదంటే పూర్తిగా పడగొడతాయి సో కాబట్టి make sure that you are being associated with good people okay next the second tip second tip ఏంటంటే have a target or goal మనకు ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం కనుక లేకపోతే వేస్ట్ ఎందుకు వెళ్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది ఏంటంటే when you don't know way to go no road will check ఇదే నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దారిలో ఏ దారి నిన్ను అక్కడికి చేర్చదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో నీకు తెలియకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అన్నది దాని యొక్క ఉద్దేశం నాకు అది కావాలి అది కావాలి అది కావాలి అనుకుంటూ ఉంటే నీకు అది వస్తుంది కానీ నువ్వు ఏది అనుకోకుండా ఉన్నట్లయితే నీకు ఏదీ రాదు ఇంకా బాగా చెప్పాలంటే అడగంది అమ్మైనా పెచ్చదు అలాంటిది ఆ ప్రకృతి నీకు అడగకుండా ఏదైనా ఎందుకు ఇస్తుంది కాబట్టి అడుగు అడగడం నేర్చుకో సో మనకు ఇంకా అదేవిధంగా ఇంకా మనకు హోప్ లేదంటే టార్గెట్స్ గోల్స్ ఎందుకు ఉండాలంటే మనల్ని మూవ్ చేస్తాయి కాబట్టి మనల్ని అవి ముందుకు నడిపిస్తాయి కాబట్టి లేదంటే ఇదే బద్ధకంతో ఇదే you know waste of waste of this లెథర్జీతో ఇలా మనం బాధపడుతూనే ఉంటాము మళ్ళీ రిగ్ర రిగ్రెట్ వస్తూ ఉంటుంది రిమోర్స్ వస్తూ ఉంటుంది ఎంతో గిల్టీ ఉంటుంది అయినా సరే మనం ఏం చేయలేకపోతాం ఎందుకంటే మన గోల్ లేదు కాబట్టి so that is reason we just have to put a goal in front of us we have to stick it in front of us so that we can move forward so that అది ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం అనమాట అలాగా మీరు కావాలంటే ఒక సినిమా చూడండి ఆ సినిమా నాకు ఐడియా లేదు కానీ అందులో ఒక పాట ఉంటుంది చిరునవ్వులతో బతకాలి చిరంజీవుల బతకాలి అందులో ఒక లైన్ ఉంటుంది అద్భుతమైనటువంటి లైన్ కాలు లేనివాడు అవిటివాడు కాదు ఆశ లేనివాడు అవిటివాడు కాలు లేనివాడు అవిటివాడు కాదు ఆశ లేనివాడు అవిటివాడు ఆశయం లేనివాడు అవిటివాడు కాబట్టి ఆశ పెట్టుకోండి ఓ మరీ ఫిలాసఫర్లు అయిపోయి పెసిమిస్టిక్ ఫిలాసఫర్లు అయిపోయి నిరాశావాదంతో కూడినటువంటి తత్వవేత్తలు అయిపోయి <laughs> మనం సాధించేది ఏముంది మనకు వచ్చేది ఏముంది కాబట్టి లెట్ అస్ బీ గ్రౌండెడ్ ఇక్కడే ఇక్కడ నీళ్ళ మీద కొంచెం నీళ్ళ మీద నడుద్దాం నడిచి కొన్ని టార్గెట్స్ పెట్టుకుందాం వాటితో పాటు నడుద్దాం okay this is how we can overcome మన లేజినెస్ ఈ విధంగా మనం ఈ సెకండ్ టిప్తో మనం ఓవర్కమ్ చేయొచ్చు ఇంకా మూడోది ఏంటంటే మన ఫిజికల్ హెల్త్ బాగా పెట్టుకోవడం అనమాట మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమనుకుంటాం చాలాసార్లు ఏమనుకుంటామంటే మన మైండ్ లెవెల్లో ఏదో ప్రాబ్లం ఉంది మనమే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి మనం ఆల్వేస్ అంటే మైండ్ లెవెల్లో తిట్టుకుంటుంటాం అనమాట మన థాట్స్ కావచ్చు మన పర్సెప్షన్స్ కావచ్చు వ్యూస్ కావచ్చు ఒపీనియన్స్ కావచ్చు తిట్టుకుంటూ ఉంటాం సో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం వాడబిన్స్ అంటే మన బాడీలోనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏంటో ఆ ప్రాబ్లమ్ ఎంతో అతను నిర్ధారిస్తాడు నిర్దేశించి మనం ఏం తీసుకోవాలి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి లేదంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి లేదంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి he suggests then when she suggest we can go forward మనకు లేజినెస్ నుంచి బయటకు రావచ్చు అంటే వివేకానంద అంటారు కదా strong mind in strong body so strong body is necessary for the strong mind the moment you you become weak with in your body you just become loose loose out so remember it so అందుకే సమయం ఏమంటారంటే బాడీని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే మన పెద్దలు పూజనీయులు ఏం చెప్పారంటే దేహమే దేవాలయం అని చెప్పారు సో దేహాన్ని మనం కరెక్ట్గా కాపాడుకోవాలి ఎంత కరెక్ట్గా కాపాడుకుంటే అది మనల్ని అంత మంచిగా చూసుకుంటుంది అనమాట మనం ఫస్ట్ మన బాడీని వినడం నేర్చుకోవాలి దేహాన్ని వినండి దేహమే దేవాలయం మనకు బాడీకి వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి ఫుడ్ తినాలనిపించింది చెప్పింది అనుకోండి తినేసేయండి దాన్ని ఎక్కువ టార్చర్ పెట్టకండి దయచేసి అలా మన ప్రథమ మహావీరులాగా బిహేవ్ చేయకండి just be like a Buddha be moderate follow the mode you know మధ్య మార్గం okay middle path middle path follow అండి that will help us okay and the fourth one the fourth point ఏంటంటే టిప్ ఏంటంటే uh, మన స్పేస్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట organize your space properly so మన స్పేస్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మైండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది మైండ్కి ఎప్పుడైనా సరే ఏం కావాలంటే uh, కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలి ఏదైనా సరే ఆర్గనైజ్డ్గా లేకపోతే అది గజిబిజి అయిపోతుంది అనమాట becomes cluttered cluttered cluttered so that is the reason what we have to do is just keep our space in organized manner so that mind can feel cool లేదంటే మైండ్ అనేది మంకీ లాంటిది ఊరికి ఇరిటేషన్ తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట చిన్న చిన్న అన్ఆర్గనైజ్డ్ థింగ్స్కి ఇరిటేషన్ తెచ్చుకొని నువ్వు అది చేయలేదు అది చేయలేదు అది కరెక్ట్ పెట్టలేదు ఇది కరెక్ట్ పెట్టలేదు నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అక్కడ ఇంకొకటి ఉంది అది చేయలేదు అని ఈ విధంగా నేను ఇట్లా ఇట్లా హాల్వేస్ అంటే నేను ఎప్పుడు చూసినా భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాధపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో మైండ్ బుద్ధి అదనమాట కాబట్టి సో మైండ్ని కామ్గా పెట్టుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది రాసి పెట్టుకుంటే ఒక ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్ మేనర్లో లేదంటే మన స్పేస్ వచ్చేసరికి ఒక స్టూడెంట్ కనుక అయితే స్టూడెంట్ ఏం చేయాలంటే కంపల్సరీ తన యొక్క స్టడీ టేబుల్ని కరెక్ట్గా ఆర్గనైజ్ ఆర్గనైజ్గా పెట్టుకోవాలి బుక్స్ని సో ఆ విధంగా ఇప్పుడు మదర్ ఉందనుకో మదర్ కావచ్చు లేదంటే any cooker cook cook kerchief so he has to keep అన్ని థింగ్స్ని కుకరీ ఐటమ్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి అప్పుడు మైండ్ అనేది ఒక ఆర్డర్ ఒక ఆర్గనైజ్డ్గా కామ్గా కూల్గా ఉండడం జరుగుతుంది అనమాట లేదంటే ఆడేసుకుంటుంది అందుకే అంటారు mind is a bad master and a good obedient servant అని సో కాబట్టి మైండ్ని కామ్గా పెట్టుకోవడానికి కూల్గా పెట్టుకోవడానికి స్టేబుల్గా పెట్టుకోవడానికి కాన్సన్ట్రేటెడ్గా పెట్టుకోవడానికి మైండ్ ఫుల్గా పెట్టుకోవడానికి ఏకాగ్రతతో ఉంచడానికి స్పేస్ని ఆర్గనైజ్ చేయడం ఆర్గనైజ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట next start with small things small థింగ్స్తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే అదిలోనే అశనిపాతం అవుతుంది మనం సపోజ్ పెద్దదాన్ని అంటే బాగా హార్డ్గా ఉన్నంత స్టార్ట్ చేసామనుకోండి ఏదైనా మనం ఏదైనా పని చేయాలనుకుంటే హార్డ్గా ఉన్నంత స్టార్ట్ చేస్తే మనకి అంటే ఆదిలోనే అశనిపాతం లాగా అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం కొంచెం కొంచెం తినుకుంటూ వెళ్తుంటే మనకు మన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి బిల్డప్ అవుతుంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఆ పెద్దదాన్ని కూడా చేయగలుగుతాము అంటే ఇది సైకలాజికల్గా చాలామంది రీసెర్చ్ చేసి నిరూపించినటువంటి విషయం అనమాట ఓకే కాబట్టి మీరు ఏం చేస్తారంటే go with small things go with simple things and in the in the later times or తర్వాత తర్వాత క్రమంలో హార్డ్ వన్స్ చేసి పడేస్తాం ఆటోమేటిక్గా ఎందుకంటే కాన్ఫిడెన్స్తో కొంతమంది ఉల్టా కూడా చెప్తారు బట్ మైండ్కి uh, ఏంటంటే ఏదైనా సరే కొంచెం కూల్గా కూల్గా కూల్గా నడుచుకుంటూ పోవడం అనేది ఇదైతే సైకలాజికల్గా ప్రూవ్ అయిన proved okay next so that this is how we can procrastination stop procrastination this is how we can stop being lazy అంటే ఈ విధంగా మనం సింపుల్ థింగ్స్ చేసి హార్డ్ థింగ్స్ని అచీవ్ చేయడం అనేది uh, లేజినెస్ని ఓవర్కమ్ చేయడానికి వెళ్ళిపోతుంది అనమాట ఒకటేసారి పెద్దది పెట్టుకున్నాం అనుకోండి మనకు లేజినెస్ వచ్చేస్తుంది లేజినెస్ వచ్చేస్తుంది అబ్బా ఇంత పెద్ద ఉంది కదా అని చెప్పేసి కాబట్టి ఎప్పుడైనా సరే మన స్ట్రెంత్స్తో స్టార్ట్ చేయడము లేదంటే చిన్న చిన్న వాటితో స్టార్ట్ చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా మనం లేజినెస్ని ఓవర్కమ్ చేయొచ్చు next don't be a perfectionist this is seventh tip don't be a perfectionist perfectionist perfectionist ఎట్లుంటారు అంటే వాళ్ళు ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండాలి పర్ఫెక్ట్ ఉంటేనే మాట్లాడతారు పర్ఫెక్ట్ ఉంటేనే పని చేస్తారు ముందుకెళ్తారనమాట పర్ఫెక్ట్ అయ్యేంతవరకు అక్కడే అక్కడే అక్కడే అక్కడే ఆగిపోతారు నిలిచిపోతారు సో కాబట్టి డోంట్ బి ఎ పర్ఫెక్షనిస్ట్ మీకు తెలుసా అంటే మామూలుగా నేను నా అనుభవ క్రమంలో నేను చూసిన ప్రపంచంలో అంటే తెలిసి నాకు తెలిసింది ఏంటంటే చావు ఒకటే పర్ఫెక్ట్ భర్త్ ఒకటే పర్ఫెక్ట్ చావు పుట్టుకలు మాత్రమే పర్ఫెక్ట్ మిగతా ఈ మధ్యలో ఉన్నదంతా ఇంపర్ఫెక్టే మీకు తెలుసా even the creation itself is imperfect even the creation itself imperfect అంటే ఆ సృష్టి కూడా పర్ఫెక్ట్గా లేదు అక్కడక్కడ అక్కడక్కడ యూనో లాభాలు అంటే లావా వచ్చేస్తుంది అంటే ఓల్కనోస్ ఎరప్షన్ అవుతాయి అక్కడక్కడ సునామీలు వస్తాయి సో సృష్టి కూడా పర్ఫెక్ట్గా లేదు మనం ఎందుకు ఆ సృష్టితో తయారు చేయబడ్డ మనం ఎందుకు పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటున్నాం పర్ఫెక్షన్ అనేది రాదు పర్ఫెక్షన్ అనేది ఒక డెడ్ థింగ్ అనమాట ఒక చచ్చిపోయినటువంటి శవం మాత్రమే పర్ఫెక్ట్గా ఉండగలదు కాబట్టి don't try to be a perfectionist don't try to be a judge person so just accept the imperfection and go on on on and on okay so ఈ ఈ విధంగా అంటే ఈ విధంగా థింక్ చేయడం ద్వారా పర్ఫెక్షన్ అనేది కంపల్సరీ కాదు అని థింక్ చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు మనం లేజినెస్తో ఉండడం అనేది స్టాప్ చేయొచ్చు ఇప్పుడు పర్ఫెక్షన్ అనే మూమెంట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే లేజినెస్ లింగర్ చేస్తుంది మన లైఫ్లో ఎక్కువ శాతం లేజినెస్సే ఉంటుంది okay so that is the reason you just don't try to be perfectionist and the last one I'm going to give you a beautiful tip that is మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు వెనకపోతాం ఎందుకు లేజీగా ఉంటామంటే మనకేం కావాలో మనకు కరెక్ట్గా తెలియదు అంటే మనకి మనం మనం నిజంగా మనం దేని ప్రేమిస్తాము మన మన మన నిజంగా మన పర్పస్ ఏంటి అంటే మనం మనం ప్రేమించేది ఏంటి ముఖ్యంగా మనం ప్రేమించేది ఏంటి అది మనకు తెలియదు నిజంగా కనుక దాన్ని మనం కనుక్కుంటే మనకు అసలు అందులో మునిగిపోతాం ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు కాబట్టి మీ ప్రేమ మీరు దేన్ని ఎక్కువగా లవ్ చేస్తారు మీరు దేంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు అలాంటి దాన్ని ఒకదాన్ని కనుక్కోండి కనుక్కొని అందులో మునిగిపోండి నిరంతరం అలా అలా అలా అలా అలలా సాగిపోండి ఆ మునిగిపోయిన క్రమంలో మీరు నిజంగా ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు ఒక మోక్షాన్ని కూడా పొందుతారు ఎందుకంటే మన పనిలో మనం మునిగిపోయినప్పుడు నేను అనే ఒక పదం అక్కడ అగుపడినప్పుడు కనపడినప్పుడు అక్కడ ఆ నేను అనే పదానికి అస్తిత్వమే లేనప్పుడు అప్పుడు నిన్ను నువ్వు కనుక్కుంటావు అదే మోక్షం అదే ఆత్మ సాక్షాత్కారం okay so just find your love మీ థింగ్ ఏంది మీ థింగ్ ఏంది మీ లవ్ ఏంది దాన్ని కనుక్కోండి అంతేగాని మీ జీవితాన్ని ఎవడి థింగ్ను ఎవడి లవ్ను పరిపూర్ణం చేయడానికి లేదంటే కంప్లీట్ చేయడానికి మీరు శ్రమించకండి మీ థింగ్ని మీరు కనుక్కోండి అందులోనే మునిగిపోండి పూర్తిగా జీవించండి సంపూర్ణంగా జీవించండి thank you thank you so much నాతో మీ విలువైన సమయాన్ని అందమైన కాలాన్ని గడిపినందుకు thank you thank you so much Rabiu al